నా పేరు ప్రసాద్ చండి డాలస్ లో ఐ ఫిలిం ప్రొడక్షన్స్ అనే ఫిలిం మేకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను ఎస్ మామ్ ఓకే మామ్ అనే మ్యూజిక్ వీడియో తోటి ముందుకు రాబోతున్నాను ఈ స్టోరీ ఏంటంటే ప్రతి ఇంట్లో జరిగేదే kids and husband venting frustration on micro managing mother ఇంకా ఇది చెప్పాలంటే అత్తారెడ్డికి దారేదిలో నదియా సమంత టైప్ ఈ వీడియో మీరు చూడాలనుకుంటే కిందున్న bell icon and subscribe button నొక్కండి రిలీజ్ చేసినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది I hope you like it and enjoy it. Thank you.